MacBook Air Year Apple ini brother MacBook. Satu model lah Apple M one క్యాప్సన్ కోర్స్ ఈ రేట్ వచ్చి రెండు వందల యాభై జీబీ దాని రేట్ వచ్చి మూడు మూడు వందల డెబ్బై ఎనిమిదిన్నరలు తర్వాత ఐదు వందల పన్నెండు జీబీ వచ్చి నాలుగు వందల యాభై తొమ్మిది దినార్లు అంటే నాలుగు వందల అరవై డిన్నర్లు మినిమం లక్ష యాభై వేలు ఉంది స్టార్టింగ్ వచ్చి లక్ష రూపాయలు ఐదు వందల జీబీ పైన వచ్చేసి లక్ష యాభై వేలు ఉంది ఇది laptop Apple MacBook colour colour వచ్చి సిల్వర్ అండి ఇది సిల్వర్ కలరు చూడడానికి అయితే చాలా స్మూత్గా ఉంది సూపర్ స్క్రీన్ అయితే ఫుల్ స్క్రీన్ ఇది silver pink silver pink colour అంతా నువ్వు నువ్వు మోడల్ అంతా సూపర్ క్వాలిటీ మానిటర్ చూసారా మానిటర్ ఇది కూడా యాపిల్ ఐమెక్స్ దీని ప్రైజ్ వచ్చి స్టార్టింగ్ నాలుగు వందల యాభై దినార్లు ఇది దీని జీబీ వచ్చి రెండు వందల యాభై ఆరు GB four G four G network ఇది లాస్ట్ ప్రైజ్ ఐదు వందల తొంభై దినార్లు అంటే రెండు లక్షలది మినిమం ఇది స్టార్టింగ్ వచ్చి లక్ష వరకు ఉంది పైన రెండు లక్షల వరకు ఉందన్నమాట ఇదే మోడల్ ఇంకోటి చూపిస్తాను దీని మీద పెద్దది ఏదో డిస్ప్లే పెద్దది ఎనిమిది వందల తొంభై తిన్నారులు ఇది రేట్ వచ్చి one TB GB sixteen GB one TB వెయ్యి ఎంబీ మాటది వెయ్యి జీబీ వన్ టీబీ అంటే వెయ్యి జీబీ దీనిది స్టోరేజ్ ఇంకా పెద్దది ఇది in Explorer. అమెజాన్లో అమెజాన్లో కొంటే రేట్ తక్కువ అమెజాన్లో మనకి చాలా తక్కువ వస్తుంది ఆఫర్లో మీరు కావాలితే అమెజాన్లో చూసుకోండి అమెజాన్లో కూడా తక్కువ రేటు కాకపోతే ఇది ఫారెన్ కాబట్టి వైట్ కాబట్టి డిస్ప్లే చాలా నీట్గా ఉంటుంది